నమస్తే ఇప్పుడు జగిత్యాలు ఏం చేయరంటే సంజయనను సిద్దిపేట వస్తే అరెస్ట్ చేశారు తొందర తొందర హలో మన కరీంనగర్ అట్లా వస్తూనే ఉంది కరీంనగర్ కరీంనగర్ అది కాలనే ఇస్తాను కానీ హలో అది ఎక్కువ కర్మ రోడ్డుకు రారు అరెస్ట్ చేశారు కర్మ రోడ్ కర్మ రోడ్కి రారు రారు ఇక రారు అక్కడే ఉండరు ఏదైనా టర్న్ అయితే చెప్తా రారు సంతోషన్నా సంజనను అరెస్ట్ చేసారు సిద్దిపేట మొత్తం తీసుకుపోతున్నా నాకు ఏం చేసిందో ఎంత ఖాళీ ఉన్నారు కదా పక్కకుంది వాట్సాప్ అంటే కన్నడ తీసుకుపోతారు వెళ్ళాను బాబు ఎంకగల రారు మరి దిగొక్కలు ప్లాన్ చేయాలి డిస్ట్రిక్ట్ దానం చేయాలి కింద వేస్ట్ చేసేది కింద డిస్ట్రిక్ట్ దానం చేయాలి కమన్ కూడా చేయాలి కమన్ కూడా చేయాలి ఏడ్చిండు అన్నయ్య ఏడ్చిండు 친구 그 다음에 어, 미끄러니까 예 반장이면 아 반장이? 무슨? 응 이상한 거안